hi welcome to Divya Sanjeevini ఇప్పుడు మనం నెక్ని ఎలా స్ట్రెంగ్ చేసుకోవాలి యాక్చువల్గా ఎందుకు స్ట్రెంగ్ చేసుకోవాలి రెగ్యులర్గా ఎక్కువ మంది డెస్క్టాప్ మీద వర్క్ చేస్తున్న వాళ్ళు అంటే కంప్యూటర్ మీద వర్క్ చేస్తున్న వాళ్ళు నెక్స్ట్ ఇంకా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఫోన్లు పట్టుకుని ఇలా ఇలా చెప్తారు ఇదే ఇదే నెక్ అసలు వాడము ఇలాగే గంటలు గంటలుగా చూసేస్తున్నారు దీనివల్ల స్పాండిలైటిస్ అనే ప్రాబ్లం వస్తుంది నెక్స్ట్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా ఈ నెక్ ఎక్సర్సైజెస్ చాలా బాగా పనిచేస్తాయి కొన్ని కేసెస్ మేము చూస్తాం ఈ థైరాయిడ్ ఉండి స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉంటుంది థైరాయిడ్ ఉండి స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉంటుంది వీళ్ళు ఎలా చేయాలి ఏం చేయాలి అనేది కూడా ఇప్పుడే తెలుసుకుందాం నెక్ ఎక్సర్సైజెస్ ఎట్లా చేయాలంటే చాలా నిదానంగా సరళంగా చేయాలి సున్నితంగా చేయాలి ఫాస్ట్గా చేయొద్దు శ్వాసను వదులుతూ వైపు ఫస్ట్ తీసుకెళ్ళండి స్ట్రెచ్ చేయండి స్ట్రెచ్ చేయండి స్ట్రెచ్ చేయండి మళ్ళీ ఇక్కడి నుంచి శ్వాసను తీసుకుంటూ సెంటర్ రండి మళ్ళీ శ్వాసను వదులుతూ కుడివైపుకి స్ట్రెచ్ స్ట్రెచ్ స్ట్రెచ్ స్ట్రెచ్ ఇలా ఒక నాలుగు సార్లు అంటే ఎడమ నుంచి కుడి ఎడమ నుంచి కుడి ఎడమ నుంచి కుడి ఎడమ నుంచి కుడి అలాగా నాలుగు సార్లు ఇది అయిపోయిన తర్వాత శ్వాసని వదులుతూ చింటాం స్ట్రెచ్ ఎక్సలేషన్ ఆపండి రెండు మూడు సెకండ్లు మళ్ళీ శ్వాసను తీసుకుంటూ స్ట్రెచ్ చేయండి మళ్ళీ శ్వాసను వదులుతూ సింగిల్ బ్రెత్తోనే పనిచేయాలి మళ్ళీ శ్వాసను తీసుకుంటూ నేను టూ రౌండ్స్ చేశాను మీరు ఫోర్ రౌండ్స్ చేయండి దీని తర్వాత చక్కగా పెండులర్ మూమెంట్ పెండులర్ మూమెంట్ అంటే పాత గడియారాలు చూస్తే ఇది చాలా సుఖంగా చేయాలి అనుభూతి పరంగా ఉండాలి తక్షణమే విశ్రాంతి పొందుతారు మీరు నెక్ పెయిన్స్ నుంచి చాలా హాయిగా ఉంటుంది హాయిగా ఒక సెవెన్ ఎయిట్ టైమ్స్ చేయండి ఇది పెండ్లర్ మూమెంట్ అంటారు సపో దీని తర్వాత కంప్లీట్ రొటేషన్కి వెళ్ళండి inhalation back exhalation anticlockwise పైకి వెళ్తాం కిందకు వస్తున్నాం ఎగ్జలేషన్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ ఇలాగా ఆరు సార్లు చేయండి ఆరు సార్లు అయిన తర్వాత మళ్ళీ ఇన్హేల్ అసెండ్ అవ్వండి యాంటీ క్లాక్ వైజ్ వెళ్తున్నాం ఎగ్జేల్ డిసెండింగ్ వదులుతూ ఫార్వర్డ్ రావాలి ఇన్హేల్ అవుతూ వెనక్కి వెళ్ళాలి ఎగ్జేల్ అవుతూ రావాలి మళ్ళీ ఇన్హేల్ అవుతూ వెళ్ళాలి ఎగ్జేల్ అవుతూ ఫార్వర్డ్ ఇలా ఒక సిక్స్ టైమ్స్ సిక్స్ టైమ్స్ అయిన తర్వాత యాక్టివ్ స్ట్రెస్ తీసుకోండి ప్యాజు స్ట్రెచ్ కన్నా కూడా యాక్టివ్ స్ట్రెచ్ తీసుకోండి ఫస్ట్ యాక్టివ్ అంటే దానికి ఓన్గా చేసేది యాక్టివ్ స్ట్రెచ్ సైడ్కి కుడివైపుకి వెళ్ళాలి ఉండాలి అంటే మీకు ఎడమవైపు ఫస్ట్ స్ట్రెచ్ వస్తుంది సైడ్స్ కళ్ళు మూసుకొని ప్రాక్టీస్ చేయండి మళ్ళీ స్లోగా లిఫ్ట్ చేయండి బ్రిడ్జ్ సింక్రనైజేషన్ అక్కర్లేదు ఇది మళ్ళీ లెఫ్ట్ సైడ్ చక్కగా స్ట్రెచ్ చేయండి ఇలాగా ఒక మూడు సార్లు అంటే కుడివైపు ఎడమవైపు ఒకటి మళ్ళీ కుడివైపు ఎడమవైపు రెండు మళ్ళీ కుడివైపు ఎడమవైపు మూడు ఇది నిదానంగా చేయాలి మీకు అర్థం అవడం కోసం ఫాస్ట్గా చేశాను నెక్స్ట్ దీంట్లోనే ఇప్పుడు ఇందాక మీరు చేసింది యాక్టివ్ స్ట్రెచ్ ఇప్పుడు మీరు చేయబోయేది ప్యాజివ్ స్ట్రెచ్ ప్యాజివ్ స్ట్రెచ్ అంటే సహాయం తీసుకోవడం ఇప్పుడు చేతిని ఎడమ కనక దగ్గర అంటే లెఫ్ట్ టెంపుల్ దగ్గర నుంచి స్ట్రెచ్ చేయండి స్ట్రెచ్ చేయండి మళ్ళీ స్లోగా రిలీజ్ చేయండి లెఫ్ట్ హ్యాండ్ని రైట్ టెంపుల్ దగ్గర నుంచి చక్కగా స్ట్రెచ్ చేయండి స్పైన్ షుడ్ బి స్ట్రైట్ వెన్ను నిటారుగా ఉంచాలి మళ్ళీ స్లోగా రిలీజ్ చేయండి ఇది ఒకటి ఇలాంటివి ఇంకొక రెండు చేయాలి బ్రీత్ నార్మల్ ఉండాలి ఆపోజిట్ ఇది passive stretches active stretches first చేయండి తర్వాత passive stretch right hand right temple దగ్గర నుంచి inhale tight loose inhale tight loose ఇలాగ ఒక ఎనిమిది సార్లు చేయండి రెండు సార్లు చేసాం ఇప్పుడు left side inhale tight loose inhale tight loose మళ్ళీ రెండు క్లాప్ చేయండి tight loose inhale tight loose ఇలా ఒక నిమిషాలు చేయండి నెక్స్ట్ ఇలాగే క్లాప్ చేసి ఫోర్ హెడ్ దగ్గర నుంచి లాగండి చేతుల లాగండి రెసిస్ట్ చేయాలి స్లోలీ లూజ్ మీరు వెనక్కి లాగాలి అలాగే దాన్ని మీ హెడ్ రెజిస్ట్ చేసుకోవాలి మీ నెక్ రెజిస్ట్ చేసుకోవాలి రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్ ఇక్కడ జస్ట్ ఫుల్ రొటేషన్ కాకుండా కొంచెం రొటేషన్ చిన్న రొటేషన్ ఇలా ఫ్రీగా రొటేట్ చేయండి సిక్స్ టైమ్స్ ఫ్రీగా రొటేట్ చేయండి మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ ఫ్రీగా రొటేట్ చేయండి ఫ్రీగా నెక్ ఎక్సర్సైజ్ మీకు చాలా మినిట్స్ అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అబవ్ ఉంది schedule forty five minutes full schedule మనం చెప్పడం ఇప్పుడు లెటర్ ఆన్ మనం చెప్పుకుందాం ఇంకో వీడియో ఏదన్నా సరే డెఫినెట్గా మనం చేద్దాం నెక్స్ట్ ఇది అన్ని కేసెస్లో కూడా అందరూ చేసుకోవచ్చు దీనికి కాంట్రా ఇండికేషన్స్ లేవు ఎవరు చేయ చేయకూడదు అనేది లేదు అందరూ చేయొచ్చు రిలాక్స్డ్గా చేయొచ్చు ప్రతి ఒక్కరూ చేయొచ్చు చిన్న పెద్ద లేదు అందరూ చేయొచ్చు దీనివల్ల మీకు ఈజీనెస్ పెరుగుతుంది నెక్ మూమెంట్ వల్ల ఈజీనెస్ పెరుగుతుంది ఏది ఇప్పుడు రెగ్యులర్ వర్క్స్